Hi friends welcome back to Karthik icon YouTube channel friends ఈరోజు నేను ఫన్ పటాకాలో ఒక ఫన్నీ వీడియో చూసిన అది ఆల్రెడీ ఇంగ్లీష్లో ట్రై చేసిరు ఇప్పుడు తెలుగులో మన ఫన్ పటాకా ఛానల్లో కూడా ట్రై చేసిరు ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం అదే మైక్ది మైక్ దగ్గర పెట్టి మాట్లాడితే మాట్లాడకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తామని అంటారు కదా అది మా గల్లీలో కూడా ట్రై చేయాలనుకుంటున్నా ఒకసారి మా గల్లీలో ఉన్న వాళ్ళ పైన పోయి అడుగుతా మీ చూద్దాం ఎట్లా వస్తుందో let's go watch the video అరే సాయ్ ఇగో ఇది మైక్ కదా సో నేను ఇప్పుడు ఈ మైక్లో నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తారా నీకు మాట్లాడినావు గారా సో మాట్లాడేసిండు ఓడిపోయిన ఛాలెంజ్ సాత్విక్ నువ్వు ఈ మైక్లో మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఇస్తా అరే మాట్లాడినావు కదా సాత్విక్ సాత్విక్ సో మన సెకండ్ బిస్కెట్ బుగ్గ అయ్యిండు చూద్దాం ఇంకోవాలి నిన్న ట్రై చేద్దాం ఇది బ్రో చెర్రీ చెర్రీ నువ్వు ఈ మైక్లో మాట్లాడకపోతే నేను నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఫైవ్ హండ్రెడ్ ఇస్తావా ఫైవ్ హండ్రెడ్ ఇస్తావా ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను నేను ఇస్తా ఇప్పుడే మాట్లాడిను ఇంకేడు ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్ అయ్యో ఓడిపోయినావు నువ్వు ఛాలెంజ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ దా నెక్స్ట్ నెక్స్ట్ బ్రో నీ పేరేంది బిట్టు బిట్టు నువ్వు ఈ మైక్లో మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఇస్తావా అన్న అన్న ఇస్తా మాట్లాడదా బ్రో అయ్యో ఇట్లా ఇచ్చింది అందరు ఉత్తేనే దొరికిపోతారు అరే వినయ్ నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారా నేను ఒక ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా ఇది మైకు ఇలా మాట్లాడద్దు ఇలా మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఏంది కాదురా నీకు అర్థమైందా కంటెంట్ అర్థమైంది అర్థమైంది మాట్లాడినావు కారా అరే ఓడిపోయాను పోయిగా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ రామచంద్ర ప్రభు బ్రో మీ పేరు ప్రేమ్ ప్రేమ్ గట్టిగా ప్రేమ్ ప్రేమ్ ప్రేమా ఈ మై ఇది ఈ మైక్ లో నువ్వు మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా మాట్లాడినావు బ్రో సరే మరి బాయ్ సరే మరి బాయ్ అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు సరే మరి బాయ్ ఫైవ్ హండ్రెడ్ కోల్పోయాను బాయ్గా బాను బ్రో నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా భరత్ బ్రో సి సారీ భరత్ బ్రో నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా చేస్తావు కదా చేస్తా సో నువ్వు ఈ మైక్లో మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా అర్థమైందా కంటెంట్ చెప్పు ఏం చెప్పినా కాదురా నేను కంటెంట్ ఏం చెప్పినా చెప్పాలి అయ్యా ఈడేంద్రా నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్పినా నీకు ఇలా మాట్లాడకపోతే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఇంటెలిజెంట్ ఫెలో అరే నువ్వు మాట్లాడకపోతే ఇస్తారా నువ్వు చేస్తున్నావు అసలు అది చెప్పు ఫస్ట్ తలకాయ చెప్తాడు ఏంది రేడు చేస్తున్నావా చేస్తలేవా అరే ఏడు చెప్తలేరు రేడు అరే చెప్పురా అరే చెప్పురా నాయన ఇస్తారా చెప్పు నువ్వు నువ్వు చెప్తేనే నేను ఇస్తాను నువ్వు చేస్తున్నావు చేస్తలేవా నాకెట్లా తెలుస్తాను నువ్వు చెప్తే తెలుస్తుంది బాను బ్రో చెప్పు బ్రో సరే భారత్ బ్రో చెప్పు బ్రో అరే గారే పిచ్చోడా చెప్పురా అరే వెస్ట్గా అరే ఇవన్నీ నేను యూట్యూబ్లో పెడతా చెప్పు చెప్పు సేమ్ సేమ్ చెప్పు నువ్వు చెప్పు వేస్ట్ చెప్పు అరే దేనికి సరే ఆడే కరెక్ట్ ఆడే కరెక్ట్ ఐదు వందలు పోతుంది ఫ్రెండ్స్ ఇంత దమ్దా ఉంది సో భయా నువ్వు ఫైవ్ హండ్రెడ్ గెలిచినావు కంగ్రాట్స్ సో ఫైవ్ హండ్రెడ్ గెలిచినావు bro five hundred Google Pay number అయ్యారే కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ గెలిచినావు బ్రో కంగ్రాట్స్ ఎవరు వల్ల కాదు ఏం చెప్పాలనుకున్నా ఫైవ్ హండ్రెడ్ గెలిచినావుగా అరే నిజంగా అయిపోయింది వన్ సెకండ్ అరే ఇది ఎందురా అయిపోయిందిరా అరే అరే అయిపోయిందిరా వీడియో అరే నిజంగా రా ఇగో ఆపేసిన వీడియో అయిపోయింది ఆపేసినాడ చెప్పు అరే రామచంద్రప్రభు నిజంగా రా గెలిచినవరా నాయన నువ్వు అయ్యా వీడెక్కడ మాసరం అరే అయిపోయింది వీడియో ఇజా నువ్వేంద్ర అరే నిజం ఇస్తారా అయిపోయింది కంగ్రాట్స్ చెప్పి అరే గూగుల్ పే నంబర్ చెప్పరా కొడుతు ఇప్పుడే అరే నమ్ముతారే నంబర్ వన్ అఖిలే ఫ్రెండ్స్ నమ్ముతలేడు అదే కంటెంట్ నుండు అరే నేను గెలిచినాను కంగ్రాట్స్ అఖిల కావాలి బాయ్ సో అటు చూడు ఒక నీకు గ్లాసెస్ వస్తాయి ఇప్పుడు సో మనోడు గెలిచిండి challenge Akhil number one number one Akhil నీకు ఛాలెంజ్ ఇస్తా చేస్తావా సింపుల్ ఛాలెంజ్ ఈ మైక్లో నువ్వు మాట్లాడొద్దు నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా మాట్లాడకపోతే అరే ఛాలెంజ్ చేస్తున్నావు అసలు అది చెప్పు ఫస్ట్ ఓకే చేస్తా ఫస్ట్ ఓకే చేస్తా మాట్లాడినాడు అది మాట్లాడు అయిపోయింది నువ్వు అరే బయట మాట్లాడుతున్నా బయట మైక్ లో రెండు ఒకటి ఓడిపోయినా అది రికార్డ్ చేసుకుంటున్నా మైక్ ఓడిపోయాను ఫ్రెండ్స్ అయిపోయింది ఓడిపోయినావు అరే ఓడిపోయినావు అయిపోయింది ఓడిపోయింది వేరే వేరే టాస్క్ అయిపోయింది ఇదే టాస్క్ నువ్వు మాట్లాడకంటే మాట్లాడలేసినావు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు నేను ఒక ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా చేస్తావా ట్రై చేస్తా ట్రై చేస్తావా ఏం లేదు నువ్వు ఈ మైక్లో మాట్లాడొద్దు అదే ఛాలెంజ్ చేస్తావా ట్రై చేస్తా ట్రై చేస్తా మాట్లాడినావు గారా ఇప్పుడు <laughs> ఓడిపోయాడు ఓడిపోయాడు మా బాలేవాడు కింద సింపుల్ ఓడిపోతాడు నేను కళ్ళ ఓడిపోతా అట్లా వెళ్ళిపోతావా బ్రో ఇడికొచ్చియా ఇడికొచ్చి చెప్పది ఏంది బ్రో ఓటమిలు అన్ని సాధ్యమే బ్రో మీరు ఓడిపోతూ ఉంటారు గెలుస్తుంటారు అవన్నీ పట్టించుకోవద్దు కొటేషన్లు చెప్తుండే ఓడిపోయినాక అందరికి ఇవే చెప్తారు బాయ్ ఫ్రెండ్స్ బ్రో అందరు అదే అనుకుంటారు bro bye bro bye bro వాళ్ళు కప్పు గెలిచారు మన హృదయాలు గెలిచా బ్రో నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా నేను ఛాలెంజ్లో నువ్వు గెలిచినావు అంటే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఇవ్వకపోతే ఇస్తా బ్రో ఇయ్యకపోతే ఇస్తా నువ్వు ఫస్ట్ గెలవాలే నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు నాకు గెలిస్తే ఇస్తా సరే గెలుస్తా ఏ నీ ఛాలెంజ్ ఎంత ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఛాలెంజ్ ఏం లేదు సింపుల్ ఛాలెంజ్ నువ్వు మైక్ లో మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఛాలెంజ్ ఒప్పుకున్నావా లేదా నీకు అర్థమవుతుందా ఛాలెంజ్ చేస్తున్నావా చేస్తలేవా ఇప్పుడు ఏంది చేసేదే కదా ఇప్పుడు ఏంది చేసేదే కదా ఎందుకురా ఈ పొయ్యే కాలం మాట్లాడినావు తెలియదు అంత నాకు తెలియదు నువ్వు అంత లాస్ట్ నాకు అరే, తెలియదు. అంత నాకు తెలియదు నువ్వు అంత లాస్ట్ నాకు ఉంటావు. అడుకోవడం ఫస్ట్ చేస్తావా నాకు తెలియదు అరే నువ్వు మాట్లాడినావా మాట్లాడలే ఎందుకు మాట్లాడినావు ఇప్పుడే మాట్లాడినావారా అయిపోయిందని అంటే అది కూడా మాట్లాడినట్ట మరి నేను ఛాలెంజ్ ఇతను పెట్టుకోవద్దు ఇట్లా చేస్తా మరి అట్నే ఉంటా ఫైవ్ హండ్రెడ్ ఉత్తిగానే ఇస్తారా భయ్యా సైకిల్ ప్రాంక్ ఎట్లుంది మస్తు ఉందా గట్టిగా మాట్లాడు మళ్ళా మస్తుంది నీకు ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా ఫైవ్ హండ్రెడ్ ఇస్తా చేస్తే చేస్తావుగా నువ్వు ఈ మైక్ లో మాట్లాడొద్దు నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా సరే సరే అని మాట్లాడినావు కదా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఐదు వందలు పోయినాయి ఓడిపోయినావు బ్రో ఓ అయ్యా పెడితే కలిసి వినయ్ నేను ఇంకొక ఛాలెంజ్ చేస్తావా చేస్తా ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఛాలెంజ్ ఒప్పు చేస్తే చేస్తా చేస్తా గట్టిగా మాట్లాడు చేస్తా ఇగో ఈ మైక్ కదా ఈ మైక్ లో మాట్లాడకపోతే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా సరేనా అర్థమైంది రా నీకు ఛాలెంజ్ ఏంది ఛాలెంజ్ ఏంది మాట్లాడకపోతే మాట్లాడకపోతే మాట్లాడినావు గారా చూసానన్నయ్య నేను చూసేసాను ఈ జన్మకి చాలు ఏమైందిరా సరే సరేనా ఏం సరేరా ఓడిపోయినా కన్నా ఓడిపోయినా కన్నా మరి సరే బాయ్ బాయ్ నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య పోతాను సాయి బ్రో నీకు ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా బ్రో గెలిస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఓకే బ్రో ఓకేనా ఓకే ఈ మైక్ లో మాట్లాడకపోతే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఓకేనా ఏంది ఛాలెంజ్ ఏంది అర్థమైందా కంటెంట్ ఏంది కంటెంట్ నవ్వుతావు అయ్యా సిగ్గుపడతావు నేను చెప్పింది నీకు అర్థమైంది ఓకే అంటే ఓకే చెప్పు నీ ఏదైనా నువ్వే నీ ఏదైనా నువ్వే చెప్పు నువ్వు మైక్ లో మాట్లాడదని మళ్ళీ నువ్వే మైక్ లో మాట్లాడు మాట్లాడినావు కారా ఓడిపోయినావు మరి ఏడికి వద్దు ఓడిపోయినావుగా ఏం చెప్పాలనుకుంటున్నావు మా వాళ్ళకి నువ్వే మాట్లాడదంటో మళ్ళీ నువ్వే మాట్లాడిపిస్తా అరే మరి నువ్వు గెలుచుకుంటే నాకే పక్క పడుతుంది కారా నువ్వు ఓడ ఓడిపోతేనే కారా నాకు లాభం అందుకని అట్లా నువ్వు నేను మాట్లాడమంటే మాట్లాడతావారా రా ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ చేయాలి అంతేనా అంతే మరి ఏం చెప్తావు మా వ్యూవర్స్కి నువ్వు ఇట్లా ఓడిపోయినావు కదా ఇట్లా అంతేనా ముచ్చట బాయా నీ గూడు వచ్చేది అంతే బాయ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి చాలా రోజుల తర్వాత కలిసిండు మనకి హాస్టల్ పోయిండు ఇప్పుడే hmm. వచ్చిండు సో నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా చేస్తావా చేస్తా చేస్తా are you ready ready ready for the challenge గెలిస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఓకేనా ఛాలెంజ్ ఏంటంటే నువ్వు ఈ మైక్లో మాట్లాడొద్దు అదే ఛాలెంజ్ చేస్తావా నేను చెప్పింది అర్థమైంది కదా నీకు ఏంది ఇట్లా కాదురా దీంట్లో నువ్వు మాట్లాడొద్దు అది నువ్వు చేస్తావా ఒప్పుకుంటావా మరి చెప్ ఒప్పుకు చేయవా చేస్తావా చేయ అది ఒకటి చెప్పి స్టార్ట్ చేయ గేమ్ నీకు అర్థమైందా నువ్వు చేసావా చేయవా అది చెప్పి స్టార్ట్ చేయ గేమ్ అరే ఇదేందిరా నాయన oh, చెప్పురా ఏంది నువ్వు చేస్తున్నావు వేస్తలేవా సో ఫ్రెండ్స్ మా వాడు చెప్తలేడు చేయడానుకుంటా కట్ చేయాలా వీడియో వీడియో కట్ చేయాలా చేస్తా చెప్తలేవు కదా నువ్వు చేస్తున్నావు నువ్వు ఇప్పుడు చేస్తున్నావు స్టార్ట్ చేసినావా నేను త్రీ టూ అని అంటే అప్పుడు స్టార్ట్ చేయి సరే రెడీయా నువ్వు ఎప్పురా చేస్తున్నా వేస్తలే వాళ్ళ వెళ్ళవాలేరా అరే స్వామి నువ్వు చెప్పురా చేస్తున్నా వేస్తలేవా అరే చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నేను పోతున్నా ఐదు వందలు బొక్క ఫ్రెండ్స్ ఐదు వందలు బొక్క ఫ్రెండ్స్ అరే నువ్వు చేస్తున్నావు వేస్తలేవా చెప్తే నేను చెప్తా ఓకే అయిపోయింది win win congratulations five hundred గెలిచినావు ఫైవ్ హండ్రెడ్ గూగుల్ పే తీరా అరే congratulations is the winner so మా వీడియోస్ చూస్తుంటాడు చేస్తుంటాడు ఈయననే సో ఈయనకే గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సో గెలిచినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో అరే గెలిచినందు అరే నీ అవ్వ ఇల్లు కంటెంట్ అరే వీడియో ఆఫ్ ఇయర్ నాయన చేసినావా మళ్ళా అని చెయ్యి అయిపోయింది ఇప్పుడు చెప్పు గెలిచినావు అని కదా కంగ్రాట్స్ అట్లా చెప్పు నాకు అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి జనానికి అర్థం అవుతుంది గురు కంగ్రాచులేషన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నావు అది చెప్పురా నాయనా అరే అయిపోయింది ఆఫ్ అందరు మాట్లాడుతురుగా చెప్పు ఇప్పుడు చెప్పు ఆఫ్ అయ్యో A few moments later. Bro ఎట్లా అనిపిస్తుంది గెలిచినందుకు మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది సో మాట్లాడిండు ఓడిపోయాడు మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది సో మాట్లాడిండు ఓడిపోయాడు ఎట్లుంటది మరి మనతోనే ఓడిపోయాడు అమ్మ ఏంది ఏంది ఏంది చిన్న చాలా చాలా నన్ను ఇరిటేషన్ పెట్టించి లాస్ట్ మాట్లాడిపించిన కంగ్రాచులేషన్స్ ఓడిపోయినావు నువ్వు సరేనా thank you so much bye friends so friends చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను please like share comment and subscribe so అందరిట్లలో ఒక్కడికి గెలిచిండు సో చాలా మందిలా ఒక్కడికి గెలిచినందుకు ఆయన కంగ్రాట్స్ చెప్తూ మిగతా వాళ్ళకి ధన్యవాదాలు thank you for spending your valuable time with our channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్